Hello students I welcome you all back to Achievers Academy Achievers ఛానల్లో త్రీ మీ అందరికీ కూడా స్వాగతం ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది మీ యొక్క జనరల్ ఎస్ఏలో ఒక పాసిబుల్ టైటిల్ మనం తీసుకుందాము in your general SA let us take on possible title ఆ టైటిల్ ఏంటిదనంటే one nation one poll one nation one poll okay ఈ టైటిల్ కనుక ఒకసారి ఒకవేళ మీకు మీ ఎగ్జామినేషన్లో ఇస్తే ఆ టైటిల్కి ఎస్ఏ అప్రోచ్ ఎలా ఉండాలి ఏ ఫ్యాక్ట్స్ మనం అక్యుమిలేట్ చేయగలగాలి ఏ డేటా మనం దాంట్లో పెట్టాలి which is important which is not important అని చెప్పి ఎవ్రీథింగ్ ఒక స్కెలిటన్ ఒక స్ట్రక్చర్ మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం మనం చేద్దాము as a people know very very well that general ఎస్ఏలో మొత్తం మనకు మూడు కాంపనెంట్స్ ఉంటాయమ్మా we will have introduction we will have main body and also we will have conclusion. ఓకేనా they are the three major components of general SA ఇప్పుడు ఈ టైటిల్ చూడండి ప్రతి టైటిల్లో కూడా ఒక కీవర్డ్ వస్తుంది ఓకే ఆ కీవర్డ్కి సంబంధించి one nation one election okay one nation one poll ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుజరాత్లో ఎన్నికలు జరుగుతాయి హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికలు జరగచ్చు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడులో ఇంకొన్ని రాష్ట్రాలు ఎన్నికలు జరగచ్చు టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తెలంగాణలో ఎన్నికలు జరగచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయి likewise different states in India go for elections at different time అంటే వేరే వేరే రాష్ట్రాలు వేరు వేరు సమయాల్లో ఎన్నికలకు పోతాయి ఈ వన్ నేషన్ వన్ పోల్ అంటే దాని అర్థం ఏంటి అంటే దేశవ్యాప్తంగా all across the country we should go for one election at a single time దీని ద్వారా జరిగేటటువంటి లాభాలు ఏంటి దీని ద్వారా మనకు ఎదురయ్యేటటువంటి ఛాలెంజెస్ ఏంటి because we have both benefits also we have the challenges also okay so component అంటే ఇక్కడ మీకు ఈ టైటిల్లో within introduction you will speak something about broadly elections okay definitely you will cover with one another dimension here call democratic setup democratic setup అంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య విధానం గురించి మీరు రాస్తారు such a beautiful democracy we have got in our country like we we will be ruled by the people elected representatives అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులే మన దేశాన్ని పరిపాలిస్తూ ఉంటారు సో అటువంటి ఎన్నిక డెమోక్రటిక్ సెటప్ గురించి మీరు రాస్తారు later on you will be giving one or two facts about the general elections in India అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అన్నవి it is not new to India ఇది దేశవ్యాప్తంగా ఇది ఒక కొత్త విధానం అయితే కాదు రీసెంట్గా టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ తర్వాత కూడా నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఆ ఆల్ పార్టీ మీటింగ్లో అందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకున్నారు అంటే whether we should go for one nation one poll ఏ రకంగా ప్రాక్టికల్ సమస్యలు వస్తాయి ఇటువంటివి so one or two facts ఇక్కడ మీరు రాయాలనంటే definitely you'll connect with same nineteen hundred and fifty two నుండి nineteen hundred and sixty seven వరకు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరం నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరం వరకు we had four times four times one nation one poll conducted one nation one poll అన్నది నాలుగు సందర్భాల్లో నాలుగు సార్లు దేశవ్యాప్తంగా మనం నిర్వహించడం జరిగింది ఓకే దెన్ ఇటువంటి ఫ్యాక్ట్స్తో ఇటువంటి వన్ ఆర్ టూ ఫ్యాక్ట్స్ అంటే ఇంట్రొడక్షన్లో మల్టిపుల్ ఫ్యాక్ట్స్ ఎప్పుడు కూడా పెట్టద్దు ఇంట్రొడక్షన్లో go for only one or two facts which will actually give the examiner a best impression అంటే మీకు ఇది తెలుసు తెలుసు తెలుసు అని చెప్పి మీరు చూపించాలి and the last sentence of your introduction you will be creating curiosity or a suspense to the examiner ఆ సస్పెన్స్ మీరు ఎలా క్రియేట్ చేయాలనంటే though though one nation one election have larger benefits larger benefits but can result into several changes in the constitution comma practical and logistical difficulties may arise which are discussed below. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ డిస్కస్డ్ బిలో అనేటువంటి కీ కాంపనెంట్ మీరు యాడ్ చేస్తున్నారంటే what is happening there you are creating a suspense అంటే మీరు ఒక క్యూరియాసిటీ అన్నదాన్ని మీరు అక్కడ క్రియేట్ చేస్తారు okay guys so next scene ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అందరు when I side curiosity create చేస్తున్నారు then going to the main body there can be some constitutional changes అంటే భారత రాజ్యాంగంలో తప్పకుండా మనం కొన్ని మార్పులు చేర్పులు చేయవలసి ఉంటుంది ఉదాహరణకు వి విల్ హ్యావ్ టు అమెండ్ ఆర్టికల్ ఎయిటీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకే ఆర్టికల్ ఎయిటీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దీనికి సంబంధించి ఏంటంటే ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ద లోక్సభ ఎలక్షన్స్కి um, మెకానిజం uh, సంబంధించి ఇది మాట్లాడుతుంది దట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ లోక్సభ గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం వి విల్ ఆల్సో హ్యావ్ టు అమెండ్ వన్ అనదర్ ఆర్టికల్ వన్ అనదర్ ఆర్టికల్ కాల్ ఆర్టికల్ వన్ సెవెంటీ సిక్స్ ఐ సపోజ్ ఓకే సారీ ఆర్టికల్ one hundred and seventy two ఇదేం చెప్తుందంటే uh, అసెంబ్లీ అంటే స్టేట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి tenure of the state legislative assembly ఈ రెండు ఇద్దరి యొక్క టెన్యూర్ ఎంత అనంటే ఐదు సంవత్సరాలు ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ ఇప్పుడు దీన్ని ఎందుకు అమెండ్ చేయాలి నేను చెప్తాను మీకు చూడండి దాంతోపాటు యూ విల్ ఆల్సో హ్యావ్ టు గో ఫర్ అన్ అమెండ్మెంట్ ఆఫ్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఇస్ డీలింగ్ విత్ ద ప్రెసిడెంట్స్ రూల్ ఓకే దెన్ సర్టిన్ చేంజెస్ ఆర్ టు బి బ్రాట్ ఆల్సో ఇన్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయవలసి ఉంటుంది ఎందుకు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ హ్యావ్ గాన్ టు అ పోల్ ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటో రెండు వేల ఇరవై రెండులోనో ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు వెళ్తే దేశవ్యాప్తంగా ఒక దేశం ఒక ఎన్నిక అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నది ఎప్పటి నుండి రాబోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇఫ్ వి సపోజ్ అప్పుడు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఐదు సంవత్సరాలకు ఎన్నిక ఉంటుంది స్టిల్ వాళ్ళు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలకు పోవాలి తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకొని టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫర్ ఎక్ సపోజ్ తెలంగాణలో ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఒక సంవత్సరంలోనే వాళ్ళ అధికారాన్ని వదులుకొని మళ్ళీ ఎన్నికలకు పోవాల్సి వస్తుంది అంటే ఏ పొలిటికల్ పార్టీ కూడా ఐదు సంవత్సరాల కన్నా ముందు ఎలక్షన్స్కి పోవడానికి మొగ్గు చూపదు they will never show lots of interest towards losing the power before five years of tenure so అందుకోసమే చెప్తున్నా you will have to amend these articles ఈ ఆర్టికల్స్ని అమెండ్ చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్తో ఒక ఆల్ పార్టీ మీటింగ్ అన్నది మనం కండక్ట్ చేయవలసి ఉంటుంది specially with the ruling political parties అంటే అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో మనము ఒక సమావేశాన్ని అయితే నిర్వహించవలసి ఉంటుంది ఎందుకనంటే నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూలో నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూలో దాదాపుగా యాభై పొలిటికల్ పార్టీస్ దేశవ్యాప్తంగా ఉంటే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ సమయానికి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ సమయానికి ఇవి దాదాపుగా దీని యొక్క సంఖ్య ఆరు వందల పదికి పెరగడం జరిగింది the number of political parties in India have increased from 50 to somewhere around 610. ఇప్పుడు మళ్ళీ మన కే పాల్ పార్టీ షర్మిల పార్టీ వీళ్ళందరినీ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకుంటా పోతే ఇది ఇంకా ఈ నెంబర్ అన్నది ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది ఒక అంచనా ప్రకారం దాదాపు దేశవ్యాప్తంగా ఎన్నికలకు మనం నిర్వహణకు పెట్టేటటువంటి ఖర్చు ఎంత అంటే దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు nearly sixty thousand crore rupees we will spend depend on the elections in India so అటువంటి రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనం తగ్గగలుగుతామా లేదా ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతాయా అన్నటువంటి కోణంలో కూడా దీన్ని మనము చూడవలసి ఉంటుంది ఓకే సో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ని మీరు కనెక్ట్ చేయడానికి one more another important tool ఏంటిదనంటే ఇక్కడ you will give two ended approach అంటే ఇలా రాయొద్దు బట్ మీకు అర్థం కావడానికి పాయింట్స్ ఉండాలని చెప్పి చెప్తున్నాను కానీ మీరు మాత్రం ఎస్ఏలో స్ట్రిక్ట్లీ పారాగ్రాఫ్ రూపంలోనే పారాగ్రాఫ్ మోడ్లోనే రిప్రజెంటేషన్ అనేది చేయండి ఓకే లెటర్ సపోజ్ ఇక్కడ మనము ప్రోస్ ఒక ఒక పక్కన తీసుకుందాము కాన్స్ అని చెప్పి ఒక పక్కన తీసుకుందాం ఓకే ప్రోస్ అండ్ కాన్స్ అంటే advantages and disadvantages of one nation one election okay first advantage ఏంటి అని అంటే ఈ పాయింట్స్ మీకు కవర్ అవ్వాలమ్మా less burden on election commission of India భారతదేశ ఎన్నికల సంఘంపై భారం అన్నది తగ్గియగలుగుతాం ఎందుకు భారం తగ్గియగలుగుతాం అని అంటే definitely election commission of India will be undergoing one దేశవ్యాప్త ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి బై ఎలక్షన్స్ జరుగుతాయి సాధారణ ఎన్నికలు జరుగుతాయి ఉప ఎన్నికలు ఇటువంటివన్నీ ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక అంటే ఎలక్షన్ కమిషన్పై ఉన్నటువంటి బర్డన్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే election expenses election expenses can be reduced ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలండి వర్డింగ్స్లో ఎస్ఏ రాసేటప్పుడు ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ నేను ఎట్లా రాసిన క్యాన్ బీ రెడ్యూస్డ్ అన్నా అంటే అది తప్పకుండా తక్కువ అవుతుందా ఎన్నికల ఖర్చు అంటే అది మనం చెప్పలేము కానీ ప్రతి సంవత్సరం పెట్టేదంతా కూడా ఐదు సంవత్సరాలు ఒక్కసారి పెడితే సరిపోతుంది ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఏంటనంటే ఇటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరగడం వల్ల stability in the political party అన్నది వస్తుంది ఒక రాజకీయ పార్టీలో స్థిరత్వం అన్నది మనం తీసుకొని రాగలుగుతాం stability in a political party ఎందుకు అంటే for example Indian National Congress ఉంది లేదంటే బీజేపీ అనేటువంటి పొలిటికల్ పార్టీ ఉంది ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా నేషనల్ పొలిటికల్ పార్టీస్గా మనం చూస్తాం when they are called national political party definitely వాళ్ళకు పాపులారిటీ అనేది పెరుగుతుంది పాపులారిటీ పెరగడంతో పాటుగానే నేషనల్ కాంగ్రెస్ కానీ బీ భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళ పార్టీలో within the political party stability అనేది వస్తుంది దీనికి ఒక కాన్ కూడా ఉంటుందమ్మా కాన్ ఏంటంటే రీజనల్ పార్టీ యొక్క సెంటిమెంట్కి ఇది డైల్యూషన్ అవుతుంది కాన్ కూడా same to same regional party యొక్క sentiment will be diluted okay ఇంకొక ప్రోస్లో మనం చూసుకుంటే we can call it as a step to curbing of black money మన దేశంలో నల్లధనాన్ని తగ్గియగలుగుతామని చెప్పి ఒక ప్రో మనం చూడొచ్చు election malpractices election malpractices can be reduced election malpractices అన్నవి మనం తగ్గించుకోగలుగుతాము with that it will be a step towards good governance it will be a step towards what good governance అంటే సుపరిపాలన గుడ్ గవర్నెన్స్ ప్రజలు ఆశించినటువంటి పరిపాలన వైపు మనం అడుగులు వేయచ్చు ఇప్పుడు cons are also very very important cons అంటే దీనికి అగెయిన్స్ట్గా మనకు ఎటువంటి సమస్యలు రావచ్చు అంటే first of all most important మా లాజిస్టిక్స్ ఇష్యూ రావచ్చు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఫైవ్ ఇయర్స్ ఎలక్షన్స్ నిర్వహిస్తూ ఉన్నాము అని అంటే జనరల్ ఎలక్షన్స్ అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఇక్కడ లోక్సభ ఎన్నికలు రెండు కూడా కలిపి నిర్వహించేటప్పుడు అన్ని ఈవీఎంలు e మన దగ్గర ఉన్నాయా అన్ని వీవీప్యాట్లు మన దగ్గర ఉన్నాయా అంతమంది స్టాఫ్ మన దగ్గర ఉన్నారా అంతమంది పోలీసులు ఉన్నారా అంతమంది సిఆర్పిఎఫ్ బలగాలు ఉన్నాయా మన దగ్గర ఇటువంటి కొన్ని సమస్యలు రావచ్చు లాజిస్టిక్స్ ఇష్యూ ఇది ఇన్ఫ్రావైజ్ సమస్య రావచ్చు అండ్ పర్సోనల్ ఇష్యూ కూడా రావచ్చు పర్సోనల్ అంటే స్టాఫ్ అమ్మ పర్సోనల్ ఇష్యూ కూడా రావచ్చు డెఫినెట్లీ విత్ దాట్ ఇంకొక పాయింట్ ఇక్కడ ఏందనంటే ఇట్ ఈస్ ఆ సెంటిమెంట్ ఇక్కడ మనకు రీజనల్ పార్టీస్కి ఈ ఈ రీజనల్ పార్టీస్ అంటే స్థానిక పార్టీలు ఏవైతే ఉంటాయో ఆ స్థానిక పార్టీలు టీడీ టీడీపీ కానీ టీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ ఇటువంటి రాజకీయ పార్టీలకు ఇదొక వాళ్ళ యొక్క సెంటిమెంట్ని డైల్యూట్ చేసినట్టు అవుతుంది ఎందుకనంటే దేశంలో జాతీయ పార్టీని గౌరవించవచ్చు రాష్ట్రంలో రీజనల్ పార్టీని గౌరవించవచ్చు అప్పుడు మనకు రీజనల్ పార్టీకి ఉన్నటువంటి సెంటిమెంట్ అన్నది డైల్యూట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది next regional party sentiment dilute అవుతుందనంటే ఇటువంటి ఎన్నికల్లో domination of national political parties can be seen జాతీయ పార్టీలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క డామినేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి next mindset of the people will change mindset of the people will also change అంటే ప్రజలు ఓటు వేసేటప్పుడు వాళ్ళ యొక్క మైండ్ సెట్ మోదీ అని రాహుల్ గాంధీ అని రీజనల్ పార్టీస్ వైపు వెళ్లకుండా జాతీయ పార్టీల వైపు వెళ్తే ప్రజల యొక్క మైండ్ సెట్ కూడా ఇక్కడ మారుతుంది ఇక్కడ ఇంకొక కాన్లో మీరు రాయాల్సింది పాయింట్ ఏంటంటే population of India is one another con population of India దేశవ్యాప్తంగా జనాభా అత్యధికంగా ఉన్నారు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జనాభా అత్యధిక జనాభా భారతదేశంలోనే ఉన్నారు సో అటువంటప్పుడు ఈ సమస్య అంటే పాపులేషన్ ఇంత ఎక్కువ ఉంది కాబట్టి ఇది నిజంగా ప్రాక్టికలా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని కండక్ట్ చేయడము అది నిజంగా అది ఇంప్లిమెంట్ చేయగలుగుతామా లేదా అన్నది కూడా ఇక్కడ మనం డిసైడ్ చేసుకోగలగాలి సో మీ ప్రజెంటేషన్ అనేది బ్రాడ్గా ఈ పాయింట్స్ వైపు కనెక్ట్ అయి ఉండాలి pros and cons one nation one election మిమ్మల్ని ఎస్సే అడుగుతున్నారంటే ఈ పాయింట్స్ మీ స్ట్రక్చర్లో మీ పారాగ్రాఫ్స్లో కానీ మీ యొక్క అప్రోచ్లో కానీ మీ యొక్క ప్రజెంటేషన్లో కానీ ఉన్నట్లయితే definitely it will be a added advantage added score to all of you దాని తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి కొన్ని సజెషన్స్ మీరు ఇవ్వవచ్చు ఎందుకనంటే లైక్ కన్క్లూజన్ సజెషన్స్ ఎక్కడ ఇవ్వాలమ్మా కన్క్లూజన్లోనే I want you people to give some suggestions to give the suggestions ఎటువంటి సజెషన్స్ మనం ఇవ్వచ్చు ఇక్కడ any kind of suggestion like suggestions are the recommendation of law commission report law commission రిపోర్ట్ని వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన ఏం చెప్పింది దాన్ని మీరు కోర్ట్ చేయొచ్చు you can also take the example of United States of America where where date of of of United States of America America fixed అక్కడ ఎటువంటి ప్రాక్టికల్ సమస్యలు అన్నవి ఉండవు ఎవరు అధ్యక్షులైనా కూడా జనవరి ట్వంటీ ఎయిత్నే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాలి ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి రాబోయేటటువంటి జనవరి ట్వంటీ ఎయిత్న అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తాడు దాన్ని మనం ఏమంటామంటే inauguration day inauguration day in United States of America ఇంకొకటి డెమోక్రసీ పైన లిటరసీ అన్నది ప్రజలకు మనం పెంచాలి ఓటర్స్ పర్సంటేజ్ అన్నది మనకు పెరగాలి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీని ఆ యొక్క స్పిరిట్ని ఇంకా డీప్ రూట్స్ దాకా మనం తీసుకెళ్ళగలగాలి universal adult franchise should be taken to the deep roots అంటే ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ పార్టిసిపేషన్ పెంచేటటువంటి విధంగా ఆల్సో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నది ఇది న్యూ కాన్సెప్ట్ కాదు ఇది మీకు అందరికీ కూడా తెలుసు it is not at all a new concept ఇది ఓల్డ్ కాన్సెప్ట్ అని చెప్పి ఈ ఓల్డ్ కాన్సెప్ట్ని మళ్ళీ మనము ఏ రకంగా రీఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి మీ యొక్క పాయింట్ ఇక్కడ ఉండవచ్చు so likewise you can give multiple other suggestions also but suggestions are permitted or accepted in the conclusion as such way forward లేదా కన్క్లూజన్ అని చెప్పి అందుకే దాన్ని అంటాము సో ఈ బ్రాడ్ ఈ broad approach uh, uh, uh, కనుక మీరు ఫాలో అయితే definitely one nation one poll అనేటువంటి టైటిల్ని మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు clear more and more facts ఉన్నాయి దీనికి సంబంధించి since I have not I did not have any kind of presentation here ఇవన్నీ కూడా what is coming to my brain at the moment సిమిలర్గా మీ బ్రెయిన్లో కూడా um, many other points can come many other tight many other ideas can come అవన్నీ కూడా మీరు ఇన్కల్కేట్ చేయొచ్చు but do practice one essay at least per day essay మీద మీకు పర్ఫెక్షన్ వస్తే మిగిలిన అన్ని పేపర్ల పైన కూడా మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుందని అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి achievers academy thank you so much and Jai Hind